వెల్త్ డెఫినేషన్ అంటాం దాన్ని ఏమంటామా వెల్త్ డెఫినేషన్ ఎవరు ఇచ్చినారు ఇది Adam Smith very good second ఏంది వెల్ఫేర్ వెరీ గుడ్ ఎవరు ఇచ్చినారు ఆల్ఫ్రెడ్ మార్షల్ థర్డ్ డెఫినేషన్ ఏంది స్కార్సిటీ డెఫినేషన్ కదా థర్డ్ ఏంది స్కార్సిటీ డెఫినేషన్ ఎవరు ఇచ్చినారు ఇది Lionel Robbins very good fourth ఏంది growth and development very good ఎవరు ఇచ్చినారు ఇది T A Samuelson very good next ఏంటి దాన్ని ఏమంటాం అంటే మోడర్న్ డెఫినేషన్ దాన్ని మోడర్న్ డెఫినేషన్ ఎవరు ఇస్తారు దీన్ని A C Das very good clear all of you so basically ఎకనామిక్స్కి ఎన్ని స్టాండర్డ్ డెఫినేషన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు there are totally five standard definitions of economics what is the first one wealth given by second given by మాటలు వచ్చిన ప్రతి ఒక్కరూ నోరిప్పాల ఓకే ఫస్ట్ వన్ ఏంది given by second given by third given by fourth given by fifth given by clear all of you all the five basic definitions of economics దీంతో పాటు ఇంకొన్ని మోడర్న్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి according to the Nobel prizes clear Nobel prize in economics ఇస్తాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ ప్రకారంగా డిఫరెంట్ డెఫినేషన్స్ అనేవి రైజ్ అయితే అవి మనము తర్వాత మాట్లాడదాం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో మాట్లాడుకుందాం కరెంట్ ఎకనామిక్ వెళ్ళినప్పుడు is this clear to all of you okay so ఇంకొకటి ఏంటంటే economics can be actually divided into two parameters first is call micro economics second is call macro economics winner ఎక్కడన్నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ हाँ very good micro means small macro means big इनका इनका इनका both are same thing only हाँ इनका okay good okay what is your name Soumya suppose Soumya is working as a group two officer and group two officer pay scale ఎంత ఉంది ఇప్పుడు చూడలే మీరు పే స్కేల్ చూడకుండా వచ్చారా నోటిఫికేషన్ రాలేదు ఇంకా okay very good as per the previous pay scale group two officer is getting around fifty four thousand rupees salary okay ఇప్పుడు సౌమ్యకు వచ్చే fifty four thousand rupees is it counted in micro or macro level micro లెవెలా మ్యాక్రో లెవెలా మైక్రో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం some is having certain other expenses also ఈ యాభై నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో అది income it's a revenue she will have expenditure also no ఉండవా ఖర్చులు ఉండవా యాభై నాలుగు వేలు మొత్తం సేవింగ్ అయితే కాదు కదా it will go for expenses also the performance of economy is seen at the individual level clear అవి మీకు ఏవేవో ఖర్చులు ఉంటాయి క్లియర్ ఎంటర్టైన్మెంట్ సినిమా పోవాలా షాపింగ్ పోవాలా ఇంకేదైనా కూడా she'll be having the expenses every month the performance of economy is seen at the micro level individual level individual లెవెల్లో చూస్తే దాన్ని మనం ఏమంటామో micro economics clear of you and దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క పర్ఫార్మెన్స్ని కనుక మనం చూసినట్లయితే that is called macro economics yes all no clear everyone for example what's a name Sandeep Sandeep ఉన్నాడు సందీప్ నీకు టెన్త్ క్లాస్లో పాకెట్ మనీ ఎంత ఇస్తుంది అసలు ఇచ్చేటోళ్ళు కాదు ఓకే ఓకే వెనకాల అతనికి ఇస్తాను వేణు వేణు చెప్పేను పాకెట్ మనీ ఎంత ఇస్తుండే ఫిఫ్టీ రూపీస్ ఇస్తుండే అంతేనా యాభై రూపాయలు మీ ఫ్రెండ్స్కి ఎంత ఇస్తుండే అంతే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే పాకెట్ మనీ ఉండేది ఓకే సో నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకునేటప్పుడు పాకెట్ మనీ అంటే మీ ఎక్స్పెండిచర్ అంతా కూడా యాభై రూపాయల లోపలనే ఉంటుంది కదా ఎస్ ఆర్ అది చిప్స్ కొనాలా బిస్కెట్స్ కొనాలా ఇంకేమైనా కొనాలన్నా that all depends on this fifty rupees only వేలు నువ్వు మీ ఫ్రెండ్ ఎప్పుడైనా కూడా పాకెట్ మనీ ఐదు వేల కోట్లు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు గురించి మాట్లాడేలా have ever spoke among yourself never you did no yes or no కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైనా యాభై రూపాయల గురించి మాట్లాడతాడా దేశ ప్రధానమంత్రి ఎప్పుడైనా వంద రూపాయల గురించి మాట్లాడతారు దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు that is macro economics clear all of you right on the basis of size on the basis of size on the basis of size economics can be divided into economics can be divided into two types. Two types. First item microeconomics. Microeconomics. Microeconomics. Micro చిన్న ఇట్లా డాష్ పెట్టి ఐఫన్ ఐఫన్ అంటారు కదా అది పెట్టేసి right and the study of economics the study of economics and the behavior of an individual and the behavior of an individual and the behavior of an individual such as such as a worker worker అంటే ఇండివిజువల్ కదా వర్కర్ comma household household household household companies companies etc etc fall under microeconomics fall under microeconomics fall under microeconomics household lo kuda budget untadi yes or no we'll have the budget in the household also ఇళ్ళల్లో కూడా బడ్జెట్లు ఉంటాయి క్లియర్ మంత్లీ బడ్జెట్ అంటున్నారు మంత్లీ బడ్జెట్ ఎంత ఎంత ఉంటుంది clear according to the size of the family it depends ఐదు వేల మూడు వేల పదివేల ఇరవై వేల ఆ రకంగా ఉంటుంది క్లియర్ దేశ బడ్జెట్ ఎంత ఎంత ఉంటుంది ముప్పై లక్షల కోట్లు clear what is the size of budget of India thirty lakh crores clear ఇంట్లో ఎప్పుడు కూడా మీరు లక్షల కోట్ల గురించి మాట్లాడారు కదా Never you will be speaking like that. Next set of macroeconomics. Macroeconomics. Right on. The subject which deals with the economics which deals with the economy which deals with the complete production the complete production consumption consumption savings savings investments investments investments investments comma comma issues affecting issues affecting issues affecting issues affecting such as such as such as poverty poverty unemployment unemployment unemployment unemployment labor division labor division labor division labor division comma land land land land comma inflation inflation inflation comma economic growth economic growth economic growth economic growth comma monetary policy monetary policy monetary policy comma fiscal policy fiscal policy fiscal policy E T C e E T C e అంటే ఇట్లాంటివన్నీ E T C E T C contribute towards contribute towards contribute towards contribute towards macro economics contribute towards macro economics contribute towards the macro economics ఏమేం చెప్పినా నేను ఎకనామీ యాజ్ అ హోల్ మొత్తం దేశంలో పావర్టీ అనేది మనకు ఇండివిజువల్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది clear all of you but the poverty head count ratio can't be counted for an individual clear we will have something call BPL below poverty line అంటాం అంటే ఏదో ఒక లైన్ని మనం ఫిక్స్ చేస్తేనే కదా are getting this below poverty line అంటే ఏంది each and every individual for example ఒక ఫిక్సేషన్ అని చేద్దాం ప్రతిరోజు ఇరవై రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు సపోజ్ ఇరవై రూపాయల కన్నా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఒక వంద మంది జనాభా ఉన్నారు హండ్రెడ్ పాపులే మెంబర్స్ పాపులేషన్ ఇస్తే okay out of hundred population thirty members are earning eighteen rupees seventy members are earning thirty rupees so how many falls under below poverty line నేనేం చెప్పినా according to the standard definition ఇరవై రూపాయల కన్నా తక్కువ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఏమంటే మనం పూర్ ఎస్ ఆర్ నో అంటే మనం ఒక లైన్ డ్రా చేయాలి ఇక్కడ ఈ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లైన్ ఏంటంటే ట్వంటీ దీని కింద ఉన్న వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ దీనిపైన ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్ అంతే కదా ఎస్ఆర్ను ఇది ఇరవై రూపాయల రేఖ దీని కింద ఉన్న వాళ్ళందరూ కూడా నా అజంప్షన్ ఏంది పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు ఈ రకంగానే అన్ చేస్తారు ఎస్ఆర్ను దీనిపైన ఉన్న వాళ్ళ నా అజంప్షన్ ఏంది ఇరవై రూ ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటి ఈ రకంగా they will be earning so వాళ్ళందరినీ కూడా ఏమంటాం మనం అబోవ్ పావర్టీ లైన్ వీళ్ళందరినీ ఏమంటాం మనం బిలో పావర్టీ లైన్ ఒకవేళ దేశవ్యాప్తంగా జనాభా హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఇరవై మంది ఈ ఈ కేటగిరీలో ఉన్నారు ఎయిటీ మెంబర్స్ ఈ కేటగిరీలో ఉన్నారు సో బీపీఎల్ పర్సంటేజ్ ఎంత ఇండియాలో simple twenty percentage poverty is equal to BPL అని అంటే మన పావర్టీ పర్సంటేజ్ కూడా ట్వంటీ పర్సెంటే కదా అర్థమవుతుంది అందరికీ కానీ అది మనము ఇండివిజువల్ లెవెల్లో చూడలేము we can assess that at the national level or the state level తెలంగాణలో పేదరికం ఎంత చెప్పచ్చు భారతదేశంలో పేదరికం ఎంత చెప్పచ్చు clear all of you that can be assessed at the national level only similarly unemployment అక్కడ రెండు కీ వర్డ్స్ని మనము యూజ్ చేయడం జరిగింది ఒక్కసారి చదవండి ఎట్లా రాస్తాం మనం हाँ issues affecting अन्ना clear issues affecting like poverty unemployment clear all of you दान तरह तो माल्ला मालं दान तो नहीं ना inflation what is inflation cost of हाँ rapid rapid is not the right word actually sudden is the right word sudden rise in the price of goods and services clear all of you ఈరోజు పెట్రోల్ ధర one not nine rupees is the petrol ధర టుడే రేపు రేపొద్దున సడన్గా it fall sorry it rise to one and thirty rupees clear దాన్ని ఇన్ఫ్లేషన్ రేపు పొద్దున ఈ పెట్రోల్ ధర one zero nine point five zero అయింది ఒక నెల తర్వాత one zero one one zero అయింది ఇంకొక నెల తర్వాత one one zero point five zero అయింది యాభై పైసలు ప్రతి నెల పెంచుకుంటూ పోతారు అది సెకండ్ రైసా కాదు that cannot be called as inflation clear all of you so that can also be a part of micro sorry macro economics ఇంకేం చెప్పినా నేను ఎకనామిక్ గ్రోత్ ఈస్ ఆల్సో ఏంటండి monetary uh, ah, there are two words here monetary policy and physical policy ఈ రెండు పదాలు వాడినాం కదా ఈ రెండు పదాలు కాదవి ఆ రెండు టాపిక్స్ అయిపోతే ఎకనామిక్స్ మొత్తం అయిపోతుంది to be more specific with you if you are completing monetary policy and physical policy your entire economics will be completed monetary policy అంటే the policy which is prepared by the Reserve Bank of India what you mean monetary policy the policy prepared by Reserve Bank of India మన దేశంలో మనీ కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే ఏం చెప్తారు ఆర్బీఐ మనీ కంట్రోల్ చేసేది ఎవరు ఆర్బీఐ మనీ కంట్రోల్ ఎట్లా చేస్తుంది CRR cash reserve ratio SLR statutory liquidity ratio clear ఈ రకంగా there are different different terms will discuss once we go to banking బ్యాంకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మానిటరీ పాలసీ అయిపోతుంది ఫిజికల్ పాలసీ అంటే the policy which is prepared by the government of India what you mean by physical policy the policy prepared by the government of India is known or is called as physical policy నేను ఇంతకుముందు చెప్పిన మీకు బడ్జెట్ అని గుర్తుందా ఎకనామిక్ సర్వే అని ఇవన్నీ స్కీమ్స్ అని పాలసీస్ అని ఇవన్నీ కూడా they will be a part of what physical policy RBI చేసే ప్రతి పని కూడా దేంట్లో వస్తుంది మానిటరీ పాలసీ కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా దేంట్లో చూపిస్తాం మనం ఫిజికల్ పాలసీ ఫిజికల్ అంటే financial physical is nothing but financial clear all of you getting the point very clear what is microeconomics and what is macroeconomics. Okay, sir, Randy, consider the following statement. Consider the following statements. Consider the following statements. Right in the first statement. First statement right down. <clears throat> budgeting budgeting budgeting and allocations and allocations and allocations to the various departments to the various departments to the various departments to the various departments falls under falls under falls under macroeconomic activity falls under macroeconomic activity falls under macroeconomic activity right in the second statement second statement right on India is the example of India is the example of India is the example of market economy. India is the example of market economy. India is the example of market economy. Options tells a only one, option A only one, option B only two, option C both 1 and 2, option D none of the above. Question Arthamainda? Good. Chapani. Enthamandi option A and Tunaru A. Raise your hands up A. Okay. B. Right. C. Alright. And D. Okay. What is the first statement? Budgeting and allocations to ha various departments ante departments will be definitely running under government of india or the government of state yes or no government of india government of state india state ante manaku microna macrona it's a macro macroeconomics absolutely correct and a simple statement correct statement what is the second one Uh, no, India is not an example of market economy. USA is the example of market economy. India is an example of mixed economy, socialistic economy. Clear all of you? Next item. Economics can <clears throat> economics can further be divided into various types. Further be divided into various types. Further be divided into various types. First one I don't market economy. Market economy. Market economy right on. The economy which is run by the economy which is run by the countries, the countries, private entities, private entities, private entities, completely depending upon, completely depending upon completely depending upon completely డిమె depending upon demand and supply ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మార్కెట్ అన్న పదం మీకు కనిపించిందనంటే ఏం గుర్తు రావాలా demand and supply demand and supply demand and supply example USA example USA example USA clear all of you next write down next write down command economy command economy command economy or planned economy command economy or planned p l a n e d planned economy command economy or the planned economy write down the economy which is run by the economy which is run by the economy which is run by one centralized power అర్థమైందా the economy which is run by one centralized power one centralized power which is usually the government which is usually the government which is usually the government which is usually the government, comma. The economy is controlled by the economy is controlled by the economy is controlled by the economy is controlled by the government the government the government who in turn who in turn who in turn gives regulations and permissions who in turn gives regulations and permissions who in turn gives regulations and permissions in turn gives the regulations and permissions example and china example right on china example is what China వినాలి ఇప్పుడు what I have said first one ఏం చెప్పిన నేను మార్కెట్ ఎకనామీ ఏం చెప్పిన నేను the market economy is such an economy which is control or run by home the companies yes or no companies domination ఉన్నది అని అంటే అటువంటి దేశాలలో ఏం కనిపిస్తుంది మనకు కంపెనీస్ ఎప్పుడు పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈరోజు it is month of September and ఈ సెప్టెంబర్ నెలలో it is heavily raining in Hyderabad okay ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అని అంటే definitely we will be need of war umbrellas ఏం కావాలో మనకు అంబ్రెల్లాస్ ఓకే అంబ్రెల్లా అనే ఒక కంపెనీ uh, uh, ఏదైనా ఒక ఏ అనే ఒక కంపెనీ అంబ్రెల్లాస్ని తయారు చేయడానికి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టింది what is the motive of a company here to make umbrellas Why it is investing in Hyderabad to make umbrellas? Because there is a demand and there exists supply. Yes or no వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి డిమాండ్ ఉన్నది అండ్ సప్లై కూడా మనం చేసుకోవచ్చు clear all of you for example next year ఇదే సెప్టెంబర్ నెలలో it is heavy sun in Hyderabad వర్షాలు పడట్లేదు ఆ నెక్స్ట్ ఇయర్ కూడా హెవీ సన్ ఇన్ హైదరాబాద్ వర్షాలు పడతలేవు క్లియర్ ఆల్ ఆఫ్ యూ అప్పుడు ఈ గొడుగుల కంపెనీకి డిమాండ్ ఉంటుందా అబ్సల్యూట్లీ నా సో ఇలాంటి కంట్రీస్లో అంటే మార్కెట్ ఎకనామీ అనేటువంటి కంట్రీస్లో who will dominate companies company అంటే మార్కెట్ అంటే ఏం చూస్తుంది డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ ఉన్నది అంటే investment will go high demand లేదు అని అంటే investment will decline is this clear to all of you or not దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ట్రెడిషనల్ వేలో పాతకాలం ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇదే మార్కెట్ రన్ ఎకనామీనే మనం ఏమంటామంటే మా క్యాపిటలిస్టిక్ ఎకనామీ అంటాం ఏమన్నా దాన్ని capitalistic economy the con the con the economies which are run by the private entities or the private players United States of America is run by the companies yes or no Google Facebook ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా they dominated in United States of America clear all of you అంటే అమెరికా అధ్యక్షుడిని సైతం వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు that is the power they have got the former president Donald Trump was himself a owner of the companies కొన్ని చాలా కంపెనీలకు Donald Trump was the owner who is the former president of United States of America is is clear to all of you కానీ నెక్స్ట్ ఏం చెప్పిన నేను నెక్స్ట్ టైప్లో ఏం చెప్పిన నేను command economy yes or no command economy లేదా దాన్ని ఏమన్నా మనం ప్లాండ్ ఎకనామీ ఇక్కడ ఎలాంటి దేశాలు ఎలా ఉంటుందంటే the government is acting like a centralised power yes or no the government is acting like a centralised power మొత్తం కూడా కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్ చేతుల్లో ఇక్కడ ఎవరి చేతుల్లో ఉన్నదమ్మా కంపెనీస్ చేతుల్లో ఉన్నది ఇక్కడ ఎవరి చేతుల్లో ఉన్నది it is under the hands of government government will act like a dictator here ఏం చెప్పిన నేను government will act like a dictator దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం చైనా ది ఇలాంటి దేశాలను అంటే మొత్తం ఒక దేశ వనరులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదా ప్రభుత్వ చేతుల్లో మనం పెట్టినట్లయితే అటువంటి దేశాలనే మనం ఏమంటామంటే కమ్యూనిస్ట్ దేశాలు అంటాం the countries which are taking the ownership of the resources in to the hands of the government are known as communist countries clear communist country అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంది China yes or no and dictatorship కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ చైనా అధ్యక్షుడు ఎవరు Xi Jinping Xi Jinping was recently selected as the life time president of China జీవిత కాలం బతుకున్నంత కాలం చైనాకి అధ్యక్షుడు జీ జిన్పింగే అది ఇండియాలో సాధ్యమా is it possible in India absolutely not possible అంటే అక్కడ డిక్టేటర్షిప్ నడుస్తుందా నడవట్లేదా absolutely yes third type of ఎకనామీనే మనం ఏమంటామంటే the economy which is a mixed economy ఏమంటామా మనం మిక్స్డ్ ఎకనామీ అంటే the economy which allows private sector also the economy which is under the control of government also clear all of you మన దేశం దీనికి best example India is the best example for this because in India we have got private sector also we have got government sector also we have got government domination also ప్రభుత్వ డామినేషన్ కనిపిస్తుందా కనిపించదా ఇండియాలో ఒక కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టాలని అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్ని రంగాలలో మనం పెట్టుబడి పెట్టనీయం USA is a free country where there is no restriction on investments while in India there are certain restrictions on investments ఇండియాలో అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసూటికల్స్ ఉంది we cannot go for complete investment on pharmaceuticals only ఒక పర్సంటేజ్ మాత్రమే మనం అలౌ చేస్తాం అటోమిక్ ఎనర్జీ ఉంది ఫారెనర్స్ వచ్చి పెట్టుబడి పెట్టలేరు వాళ్ళే పెట్టాలి clear all of you railways ఉంది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టలేరు it is owned by the government of India clear all of you కానీ రీసెంట్ టైమ్స్లో మనం ఏమవుతున్నామంటే we are started moving towards capitalistic pattern of economics అది రాయొద్దు క్లియర్ ఆఫ్ యూ ఎందుకు అంటే LIC it's a government owned company రీసెంట్గా దాన్ని మనం షేర్లు అమ్మేసినాం Air India is a government owned company దాన్ని షేర్లు అమ్మేసినాం Coal India is a government owned company దాన్ని అమ్మేసినాం క్లియర్ ఈ రకంగా విఆర్ అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అంటే what ever what do mean by PSU మీరు విన్నారు ఎప్పుడైనా పిఎస్యు అని పబ్లిక్ సెక్టార్ యూనిట్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటాం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే ఏదైనా కూడా ఒక కంపెనీలో యాభై ఒక్క శాతం లేదా దానికంటే ఎక్కువ వాటా గవర్నమెంట్ది ఉంది అని అంటే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ లేదా above that if that share is of government and remaining 49 percentage can be of private also. Clear? That particular company is called what? PSU. ఇటువంటి పిఎస్యులో వాట్ వీఆర్ డూయింగ్ పిఎస్యులో for example eighty percent share government ఉంది ట్వంటీ పర్సెంట్ షేర్ ప్రైవేట్ ఉంది అని అంటే what government is doing is ఈ ఎయిటీ పర్సెంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ కూడా మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చేస్తుంది ఇంతకుముందు ఎయిటీ పర్సెంట్ పెడితే దాన్ని ఏమంటాం మనం ఇన్వెస్ట్మెంట్ ఎస్ నో దాని ఏమంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఈ పెట్టుబడిని మనం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నామంటే ఆ పెట్టుబడి ఉపసంహరణ కాదా ఎస్ ఆర్ నో ఆ పెట్టుబడిని మనం ఎనిక్కి తీసుకోవడం clear investment and taking back of investment taking back of investment is call వాల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏమంటామా దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం ఎక్కువగా డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు అడుగులేస్తూ ఉంది అందుకోసమే రాహుల్ గాంధీ అంటూ ఉంటాడు this government is not run by Modi and Amit Shah this government is run by Ambani and Adani అని clear all of you so because the private players are controlling our economy according to him clear all of you so India economy ఎలాంటి ఎకనామీ అంటే ఏం చెప్తారు mixed economy next item mixed economy writer. It is where it is where the economy is controlled the economy is controlled the economy is controlled by the government by the government and also allow and also allow and also allow and also allow free flow of investment free flow of investment free flow of investment అంటే ప్రైవేట్ ప్లేయర్స్లో మనం ఎంకరేజ్ చేస్తాం free flow of investment though comma పెట్టి రాయండి కమ్మ పెట్టి దో దో పర్మిటెడ్ టు ఇట్లా though restricted to only few sectors అర్థమైందా అన్ని సెక్టార్స్లో కాదు కొన్ని సెక్టార్స్లో మాత్రమే restricted to only few sectors restricted to only few sectors ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది India here the example will be India clear everyone yes all of you okay good so ఇది అర్థమైంది అందరికీ what is command economy best example ఎవరంటే ఏం చెప్తారు చైనా క్లియర్ మార్కెట్ ఎకనామీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే క్యాపిటలిస్టిక్ ఎకనామీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే United States of America clear all of you India is also following the socialistic pattern that we borrowed from Russia మనం చాలా లేట్గా మాట్లాడతాం and we go to planning clear all of you for time being ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి on the basis of size economics can be divided into two types clear ఏవేవది micro economics and micro economics economics definitions మొత్తం ఎన్ని ఉన్నాయి five what are the five definitions very good wealth తర్వాత వెల్ఫేర్ తర్వాత scarcity next growth next modern definition clear all of you so ఈ డెఫినేషన్స్ అన్నీ అయిన తర్వాత ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి ఎకనామిక్స్కి సంబంధించి ఆర్గనైజ్డ్ అంటే ఏంటి అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి మనం మాట్లాడతాం will be discussing about private and public sector in economics will be discussing about primary secondary tertiary quinary and quaternary types of economics అనే ఒక టాపిక్ ఉంది అది మనం మాట్లాడదాం ఆ తర్వాత అదర్ బేసిక్స్ అంటే బేసిక్స్కి సంబంధించి ఇంకొన్ని టూ టు త్రీ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ కూడా మనం డిస్కషన్ చేసిన తర్వాత next we will go to a topic very important call national income జాతీయ ఆదాయంలోకి అంటే జాతీయ ఆదాయం మీకు అర్థం కావడానికి ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ కావాలనో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చిన తర్వాతనే we will be shifting to a topic call national income is is clear to all of you yes so next class again will continue with the same discussion economics బేసిక్సే మనం కంప్లీట్ చేసి నేషనల్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం